hi friends Jawahar Navodaya entrance exam sixth class hall tickets అనేవి ఇప్పుడే రిలీజ్ అయినాయి ఎగ్జామ్ యొక్క డేట్ వచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫ్రెండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది మీరు ఆల్రెడీ అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసినట్లయితే అడ్మిట్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది ఓకే ఆల్ ద బెస్ట్